అంగిపోయా <laughs> ఏ క్లాస్ నువ్వు Ayo, benda. Ayo.

హనుమంతు కావాలా ఓది కావాలి హనుమంతు సార్ కావాలా సార్ మెల్లగా రాపు కదా ఎందుకు